మీ అందరికీ కంగ్రాచులేషన్స్ పులి మేక ఎంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో వింటున్నాము రివ్యూస్లో చూస్తున్నాము జనాలు చెప్పటం నెక్స్ట్ లెవెల్ అంటే జీ ఫైవ్లోనే టాప్ వన్లో ఆర్డర్లో వచ్చి నిలబడింది అది చాలా చాలా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ సార్ ఇప్పుడు జనరల్గా మన సినిమా మనం కష్టపడి ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి ఓ సినిమా తీస్తాం రిలీజ్ అవ్వగానే మనకి ఎక్కడో లండన్లోనూ యూఎస్లోనూ ఎక్కడో నాలుగింటికి మనకి ఫోన్ కాల్స్ వస్తాయి ఈ సినిమా బ్లాక్ బస్టరా యావరేజా బాగుందా బాగాలేదా మనకు తెలిసిపోద్ది ఆ తర్వాత మార్నింగ్ మన వాళ్ళందరూ నిద్రలేసి ఎయిట్ ఓ క్లాక్ షోకి వెళ్ళి మిగతా వాళ్ళందరూ రివ్యూస్ రాస్తారు సో మనకు ఒక సాయంత్రానికి సెటిల్ అవుద్ది ఇది మన పెద్ద బ్లాక్ బస్టర్ తీసేవాని కరెక్ట్ ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చిన పులి మేక ఇంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ని నాకు నాకు తెలియడానికి టూ డేస్ పట్టింది మీకు ఎప్పుడు తెలిసింది అది ఎలా మీకు దాన్ని ఎలా ఏ రోషోలో మీరు దీన్ని బ్లాక్ బస్టర్గా మీకు ఫస్ట్ డే మీకు మీ అందరికి రీచ్ అయింది అంటే ఫస్ట్ నువ్వు చెప్పింది కరెక్టే ఒకటి నాకు మనకి సినిమాకి ఏంటి ఫస్ట్ మనకి కొలమానం మన సెల్ ఫోన్ మనకు వచ్చే వాట్సాప్కి వచ్చే messages sir extraordinary mind blowing ఇది అది సినిమా తేడా కొడితే మనం ప్రతి <laughs> ఫైవ్ మినిట్స్కి నేను చూసుకుంటాను ఇదేంటి ఫోన్ పనిచేస్తుందా సిగ్నల్ లేదా మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయడం ఓ ఫోన్ పనిచేస్తుంది పని పనిచేయలేదు <laughs> థియేటర్లో అని కదా అది I think same thing applies even for series అని నాకు అనిపించింది ఎందుకంటే రిలీజ్ uh, లక్కీగా అంటే నాని యాక్చువల్ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ అవ్వాల్సింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నాని రిలీజ్ చేశాడు ఓకే సో పీక్ టైం అది ఓకే సో సిక్స్ అంటే సెవెన్కు ఎయిట్గా స్టార్ట్ అయిపోయాయి వాచింగ్ ఫస్ట్ మేము ఆల్రెడీ వాచ్ వాచింగ్ అప్పుడే వాచింగ్ లో కూడా యుఎస్లో లో నైన్ ఓ క్లాక్కి వి ఫినిష్డ్ వావ్ అరే అప్పుడే అంటే సిక్స్త్ స్టార్ట్ చేసి కనీసం త్రీ ఫోర్ అవర్స్ కదా అలా every every at episode episode మెసేజ్లు మెసేజ్లు మెసేజ్లు ఇప్పటికి ఈ క్షణం కూడా ఎవ్రీ డే కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తున్నాయి సో నువ్వు అన్నట్టు థియేటర్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ టికెట్లు దొరకట్లేదనో అది ఎలాగో but cell phone messages common okay ఇప్పుడు ట్రెండింగ్ ఎలా అయితే వేరే మనం టూ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ అంటున్నాము టూ సెవెంటీ అంటే యా టూ ఇంకా కౌంటింగ్ ఇంకా థియేటర్స్ లో సో hmm. అలానే Puli Meka seventy five million views minutes viewing అంటే హ్యూజ్ uh, హ్యూజ్ కదా అని వాళ్ళు చెప్పడం ఏంటంటే నాకు తెలిసింది అంటే హైయెస్ట్ ఎవర్ తెలుగు సిరీస్లో ఓ స్టాండర్డ్ సెట్ చేసింది great great it's a great nice feeling కానీ మీ ఇద్దరి మీద నాకు మేజర్గా చిన్న కంప్లైంట్ ఏంటంటే సార్ <laughs> మేజర్గా వాళ్ళు వాళ్ళు వదిలేస్తే మనం కలిసి తీరు వేరయ్యా జైల్లో కూసా పవర్ అన్ని కలిసి చేసాం <laughs> నన్ను పక్కన పెట్టి ఇద్దరు ఇది ఎలా చేశారు ఎందుకంటే అప్పుడు పాపం నువ్వు పీకల లోతుల్లో ఉన్నావు తీరు వేరయ్యలో అప్పటికే చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యారు <laughs> కాదు నిజం పాపం దానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ గుర్తుందా నీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం వాళ్ళు ఎదుగురే ఆ మధ్యలో ఈ గ్యాప్లో కోవిడ్ టైంలో అసలు యాక్చువల్గా దీనికి పడింది దీని సీడ్ కోవిడ్ టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత అప్పుడు మనం కలిసి అందరం సో ఫస్ట్ లాక్డౌన్లో అసలు బయటికి అవును అవును వెళితే లాఠీలతోటి పిల్లల మీద పడుతూ <laughs> పోలీసులు సెంటర్లో కదా అవును సో ఆ టైంలో ఆ టైంలో నీకు గుర్తుందా మా మనకు గ్రూప్ ఉంది అవును వేరే smart twenty two smart twenty ఆ గ్రూప్లో ఓకే మనం సిరీస్ అవును ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమి చూడాలి we to have group Puri Jagannadh గారు మేము చార్మి గారు అందరూ ఉన్నాం ఆ group so we to exchange అయిపోయేవి ఆ సీజన్ అయిపోయింది season what next what next what next అని అందరు చెప్పుకునే వాళ్ళం అలా చూసినవి హోల్ నైట్స్ మార్నింగ్ వరకు ఇలాగ మనం టూ అవర్స్ సినిమాకి కూర్చోబెట్టడానికి అంత కష్టపడతాం నాలుగు గంటలు వీడు నన్ను కూర్చోబెట్టేసాడు మార్నింగ్ సిక్స్ అయ్యేది సెవెన్ ఓ క్లాక్ పడుకునేవాడిని ఎప్పుడు వన్ వన్కో లేచి మళ్ళీ సీజన్ టూ స్టార్ట్ చేసేవాడు లంచ్ చేసి ఓహో అంటే దానికి ఒక డిఫరెంట్ స్కిల్ కావాలి రైటింగ్ స్కిల్ అని అలా పుట్టిందే పులి మేక్ సో మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోవిడ్కి ఎస్ ఈ హ్యూజ్ బ్లాక్ బస్టర్ వెళ్ళగా మైనస్లో వచ్చే ప్రశ్నలు కూడా పోతాయి కొన్ని కరెక్ట్ ఓటీటీ కూడా ఆ ఆప్షన్ ఓపెన్ అయింది కదా సార్ ఇప్పుడు చక్రిని అడగాలి మా వాడిని నేను బాబా ఇప్పుడు సినిమా చేసావు నువ్వు పంతం అలానే పవర్ కావచ్చు జేలోకిస్ కావచ్చు వాళ్ళ వేరే స్క్రీన్ ప్లే డే వన్ నుంచి ఎండింగ్ వరకు ఉంటావు వర్కింగ్ సినిమాకి వర్క్ చేయటం ఓటీటీకి వర్క్ చేయటం ఏదైనా డిఫరెన్స్ గమనించావు నువ్వు డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఏంటి ఎలాంటిది అంటే బడ్జెటా స్కేలింగా లేకపోతే రైటింగ్లోను అడాప్ట్ చేసుకోవటంలోనా రైటింగ్లో ఆయన రాసినప్పుడు ఎపిసోడ్ వైజ్ నరేషన్ ఇచ్చారు సో ఆ రైటింగ్లో కూడా ప్రతి ఎపిసోడ్లో ఇప్పుడు మేము ఏదైతే చూసాం అలాంటి క్లిఫ్ హ్యాంగర్ నెక్స్ట్ ఎపిసోడ్ గా బింజ్ వాచ్ చేయాలి ఇలాంటి ముందే పేపర్ మీద ఉంటాయి ఉండాలి not on editing editing table మీద వచ్చింది ఎందుకంటే థియేటర్లో నేను అనుకున్నాను కదా మనం థియేటర్లో నీకు సినిమా నచ్చిన నచ్చపోయినా టూ హండ్రెడ్ రూపీస్ పెట్టేసాం ఇక్కడ మనకి రిమోట్ ఉంటుంది ఇక్కడ రిమోట్ ఉంటుంది ఒక్క బటన్ చూస్తారు చూస్తారు ఏంటి టాపక్ నొక్కేడా వెళ్ళిపోయింది లో బయటకు వస్తే చాలా వెబ్ సిరీస్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి థ్యాంక్ యూ కమింగ్ టు ఆది <laughs> నాకు మీ నాన్నగారు సాయి కుమార్ గారు చాలా చాలా అంటే ఒక సినిమా తర్వాత చాలా తక్కువ మందితో మనం ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి మళ్ళీ ట్రావెల్ అవుతూ ఉంటాం అలా జైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాన్నగారితో నేను అన్నయ్య అన్నయ్య అని రెగ్యులర్గా మాట్లాడుతుంటాం నా ప్రతి సినిమాని ఆయన మెసేజ్ చేయటం నా ఇంట్లో చిన్న ఈవెంట్ ఉన్న ఆయన రావటం ఒకవేళ ఆయన ఊళ్ళో లేకపోయినా మిమ్మల్ని పంపించటం ఇలా hmm. చేస్తుంటారు అవునా చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ oh. నా ఫస్ట్ మనం మన థియేటర్లో ఉన్న రోజు క్రాస్ రోడ్స్లో తీరు వేరు నా నాన్నగారి దగ్గర నుంచి సాయి కుమార్ గారి దగ్గర hmm. వెంటనే పెట్టేస్తాడు ఆయన ఆయనకి ఏ పాజిటివ్నెస్ వచ్చినా వెంటనే షేర్ చేయటం నేను ఇందాక చిక్రీతో కూడా అదే అంటున్నా చాలా తక్కువ మంది అలా గుడ్ పాజిటివ్ ఉంటారని సో నీకు ఫస్ట్ టైం గారు పిచ్ చేసినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్నావు mm. అది mm. నువ్వు ఇది కథ విని నువ్వు ఇమీడియట్గా ఎస్ నేను చేయాలి అనుకున్నావా లేదా ఒక చక్రి పంతం ఫిల్మ్ డైరెక్టర్ కోనా గారు కమర్షియల్ ఫిల్మ్స్కి రైటర్గా చేశారు ఇలా వీటికి నువ్వు టెంప్ట్ అయ్యావా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ వాళ్ళతో వీరే మళ్ళీ లా తప్పేం లేదు నేను పులి వచ్చాను తీసేయండి ఎవరు తీసేయచ్చు మీకు మీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చిరంజీవి గారిని చాలా ఇష్టం సో నేను మళ్ళీ చిరంజీవి గారిని అంత ఎనర్జీతో ఒక అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక యంగ్స్టర్ ఎలా చేస్తారో అలా చేశారు నా అంత థర్టీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆ చూపించేశారు మీరు సో అందుకే అంత పెద్ద హిట్ అయింది సో దాని తర్వాత యా కోనాగర్ అండి మెయిన్ రీజన్ ఫస్ట్ కోనాగర్ చేసి నేను ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ కోనాగర్తో చేయాలని అండ్ డాడీ కూడా వెయిటింగ్ సో ఫస్ట్ కోనాగర్ నేను లేను డాడీకే ఫోన్ చేసి ఓ అక్కడి వరకు వచ్చారా ఫస్ట్ అప్పుడు లండన్లో ఉన్నాడు ఓకే లండన్లో ఉన్నాడు సరే నేను ఫస్ట్ వెళ్ళి సాయికి చెప్పేద్దామని వెళ్ళిపోయి ఇంటికి ఇతను అనుకున్నాడు పాప సినిమా అనుకున్నాడు వెళ్ళి కోన వస్తున్నా వచ్చి వచ్చి వచ్చి స్టోరీ చెప్పాలన్నా పైగా అవునా ఓకే ఓకే ఓకే ఆది కోసం షో చెప్పడం వస్తున్నాడు సినిమా లేకపోతే నా కోసం వస్తున్నాడేమో అని ఇలాగ రకరకాల ఇద్దరు యాక్టర్స్ ఉంటే ఇదే ఇద్దరు ఉన్నారు మరి ఇంట్లో వెళ్ళి చెప్తే చెప్పాను ఆది కోసం నీ కోసం కాదన్నాను ఓకే డన్ సూపర్ చెప్పి అయితే అయితే సిరీస్ అన్నాను ఎందుకంటే నువ్వు అన్నావు కదా ఇప్పుడు క్వశ్చన్ రియాక్షన్ ఏంటి సార్ సిరీస్ అనగానే మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నాడు కదా అనగా అన్నాడు కోన అంటే మేము ఇప్పటిదాకా అయితే అనుకోలేదు తను సిరీస్ చెయ్యాలా వద్దా చెయ్యొచ్చా అంటే అప్పుడు నేను చెప్పాను భయ్యా ఇటు చూస్తున్నావు కదా బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్లో వీళ్ళు వాళ్ళు స్టార్స్ అందరూ దూకేస్తున్నారు it is the time it's the time right time they the parallel industry ఇది డెవలప్ అవుతుంది ఇట్స్ ద బిగినింగ్ సో ఇవన్నీ చెప్పి సో ఫస్ట్ సరే కథ బాగుంటే చేద్దాం అబ్బాయి ఇంక నువ్వేమే కథ బాగుండాలి ఫస్ట్ విను అని ఫస్ట్ చెప్పంగానే తను ఎక్స్ట్రాడినరీ అని ఫీల్ అయ్యి అప్పుడు తనకి ఫోన్ చేస్తే తను లండన్ నుంచి ఫోన్ చేశాడు నాకు రాత్రి ఇలా చెప్పారు డాడీ చాలా బాగుందని నేను వచ్చిన తర్వాత వింటాను సార్ అని తను తను నాకు ఫోన్ చేశాడు రాత్రి నేను డాడీ నాకు ఫోన్లో మొత్తం చెప్పారు లైన్లో చెప్పారు చెప్పారు మొత్తం లైన్లో చెప్పారు డాడీ అప్పుడే ఫిక్స్ అయిపోయాను సో ఫార్మాలిటీ కోసం వచ్చి మీ దగ్గరకు వచ్చి విన్నా అంతే అదే అన్న సో యా ఎస్ అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇంకా అందరూ చేసేస్తున్నారు అవునవును ఇప్పుడు అవును సో ఇది ఒక ప్యారల ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు పెద్దది చిన్నది అని ఏం లేదు కంటెంట్ hmm. బాగుంటే దాని రీచ్ ఇంకా దీనికి ఇంకా ఓటీటీకి రీచ్ ఎక్కువ ఉంది hmm. అలానే ఓటీటీలో కూడా వాడికి మీకు ఇంకా పెద్ద ఛాలెంజ్ ఈ ఓటీటీ వాళ్ళకి ఓపెన్ hmm, చేస్తే పేజ్ మొత్తం నిండిపోయి ఇంకో పేజ్ ఉంది అన్ని యాప్స్ ఉన్నాయి వాటిని దాటి జీలోకి వెళ్ళి జీలో ఉన్న పులి మేకని చూడాలి అంటే ఏదో ఎగ్జైట్ చేయబోతే చూడరు సో తర్వాత లావణ్య త్రిపాఠి గారు నేను మొన్న ప్రీ ప్రీ ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒక మాట అన్నాను మీకు గుర్తుందో మీరు కూడా నాస్టాలజీగా ఫీల్ అవుతున్నాను బాబీ అన్నారు యా మీరు లేరు అది ఆ రోజు hmm. లావణ్య నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే బలుపు ఆఫీస్ ఉండేది జూబ్లీస్ చిరంజీవి గారి ఇంటి దగ్గరలో hmm. సో మాది పై ఫ్లోరు పీవీపీ గారు ప్రొడ్యూసరు గ్రౌండ్ ఫ్లోరు పీవీపీ గారు వాళ్ళే సాయి కొరపాటి గారు వాళ్ళందరూ టైప్లో ఉండేవాళ్ళు సో ఒక అమ్మాయి వచ్చి మెట్ల దగ్గర మేము ఎప్పుడు దిగుతున్న అమ్మాయిని దాటుకొని వెళ్ళాలి కబాబా రాసేసుకుంటుండేది చదువుతూ ఉండేది ప్రాక్టీస్ చేస్తుండేది నార్మల్గా వచ్చేది అంటే కార్నర్ బిల్డింగ్ మెట్లు ఇలా దిగంగానే ఉండేది లంచ్ సరిగ్గా చేసేది కాదు ఎప్పుడు మేము దిగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏదో వర్క్లే ఉండేది నేను మా గోపి బల్పూర్ డైరెక్టర్ గోపి ఉంటున్నాడు కదా తనతో కూడా మనం కూడా ఎందుకు ఇలాంటి అంటే ఫోకస్ ఉండి ఇంత ఉండే ఒక ఏడీస్ని ఎందుకు పెట్టుకోకూడదంటే లేదు అమ్మాయి ఏడీ కాదు ఆ సినిమా హీరోయిన్ అన్నాడు ఒక హీరోయిన్ ఆఫీస్కి వచ్చి అంత హోంవర్క్ చేస్తా ఇంత డెడికేషన్ ఉంటుందా ఎవరి అమ్మాయి ఏం చేసిందా అని పెద్ద క్వశ్చన్ అప్పటికి ఆ సినిమా టైటిల్ తెలీదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఒక వ్యాక్యూమ్ కొన్ని రోజుల తర్వాత థియేటర్కి ఒక సినిమా వచ్చింది ఆ సినిమా పేరు అందాల రాక్షసి దాంట్లో ఒక అమ్మాయి కంప్లీట్లీ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది సో ఎంత ఎనర్జీగా చేసిన ఆ రోజు నేను అనుకున్నా ఓకే ఈ అమ్మాయి చాలా పెద్ద నేమ్కి రీచ్ అవుద్ది చాలా ఫోకస్డ్గా ఉంది ఏదో వచ్చి బయట ఊళ్ళ నుంచి వచ్చి తన రెమ్యుడేషన్ తీసుకుని చేసి వెళ్ళే అమ్మాయి కాదు గట్టిగా నిలబడి ఫైట్ చేస్తుంది అనుకున్నాను అలానే టెన్ ఇయర్స్ అయిపోయిందంట సో సినిమాలతో పాటు ఇప్పుడు ఓటీటీలో అంటే ఒక హీరోయిన్ ఒక అమ్మాయికి చాలా ప్రాముఖ్యత ఉండే ఈ దీన్ని పిచ్ చేయటం దీన్ని సెలెక్ట్ చేసుకోవటం ఈరోజు ఇంతమంది ఆ పోస్టర్ అలా చూసి ఒక కాప్ అంటే లావణ్య త్రిపాఠి అనగానే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది చాలా అమాయకంగా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా చిన్న సాఫ్ట్ క్యారెక్టర్ అలాంటిది ఒక పోలీస్ పవర్ఫుల్ నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న బ్యాచ్ కాదు అందులో అదే రాక్షసులో నా త్వరగా పెళ్లి చేసేయండి సో కాంట్రాస్ట్ <laughs> ఈ సినిమా ఈ సిరీస్లో కిరణ్ ప్రభా అనే క్యారెక్టర్ని ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు లావణ్య మీరు బిగ్ కంగ్రాచులేషన్స్ ప్రైస్ చేశారు నాకు I don't have words first of all congratulations you deserve you deserve you deserve మళ్ళీ వాళ్ళ తీరు వేరేకి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నేను విన్నది ఏంటంటే జీ ఫైవ్లో చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారంట ఈ సిరీస్ చూడటానికి సో ఇంతకంటే ఒక బిగ్గెస్ట్ హిట్ అప్లాస్ ఇంకోటి ఏది ఉండదు yeah so big ah, congratulations మళ్ళీ మీ ఇద్దరికి నన్ను అడుగుతున్నారు సీజన్ టూ ఎప్పుడు అడుగు మీ బావని <laughs> సో అలానే ఎప్పుడు స్టార్ట్ చేస్తావో సీజన్ టూ అది ఆయన స్క్రిప్టింగ్ అని స్టార్ట్ చేసి సో జీ ఫైవ్ వాళ్ళు దగ్గర నుంచి కోనా గారు ఒక హ్యూజ్ బడ్జెట్ తీసుకొచ్చి నిన్ను ఆన్ బోర్డు దింపారు కదా ఎక్కడైనా సరే కోపం వచ్చిందా నీకు కోనా గారి మీద నాకు బడ్జెట్ నాకు ఏ రోజు కంప్లైంట్ చేయలేదు సార్ అది నాకు పెద్ద క్వశ్చన్ మరి కాదు తన సంగతి నేను చెప్పాలి అది నాకు ఏదో రోజు కోనా నువ్వు మాట్లాడు నన్ను సతాయిస్తున్నారు నాకు బడ్జెట్ ఇవ్వట్లేదు పాప అది కాదు తను తన తనకి ఇనిషియల్గా ఉండింది ఆ స్ట్రగుల్ ఇప్పుడు టూ అవర్స్ సినిమా పోనీ టూ అండ్ హాఫ్ అవర్స్ తీసుకో కనీసం వంద రోజులు అవునా కాదు సినిమా అంటే ఇది forty six days four hours content అబ్బా మరి ఆ పేస్ దాని బిగినింగ్లో ఒడ్డున పడ్డ చేపలాగా ఏంటి నేను చుట్టేస్తున్నానా పరిగెడుతున్నానా ఎన్న తోస్తున్నారా ఇప్పుడు నా పేరు వస్తుందా రాదా ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఇంటికి ఇలాగ ఇప్పుడు నేను చే ఏమయ్యా నీకు వచ్చు క్రాఫ్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే అని సో సినిమాలా చెక్కడానికి మనకి కుదరదు ఇక్కడ ఓకే అంటే మాకు per day eight minutes output is ఆ target final out edit output edited output okay అంటే ఎయిట్ మినిట్స్ మినిమం రావాలి twenty five minutes thirty minutes తీయాలి పర్ డే ఎయిట్ మినిట్స్ రావాల్సిందే ఎడిటెడ్ అవుట్పుట్ ఓకే సో అది మనం దృష్టిలో పెట్టుకోకపోతే సిరీస్ వర్కౌట్ అవ్వదు అన్నది plus four hours content in the given budget given time number of days vision so అవి ఇనిషియల్గా ఒడ్డున పడ్డ చేపల గిలగలగల ఆడిపోయాడు పక్కన రమేష్ కోడరెట్లు వీళ్ళు వాళ్ళు అందరు కరెక్టేనా కరెక్టేనా కరెక్టేనా కరెక్టేనా ఓకే ఏంటి అన్నిటికీ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అంటుండేవాడు నేను పక్కన ఆ two three days one week అయిన తర్వాత కమా ఇప్పుడు అడుగు రండి రండి కమ్మా ఏంటి ఆలస్యం అలా వెళ్ళిపోయాడు చివరికి వచ్చేటప్పటికి అలాగ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అడాప్ట్ అయ్యి అది చేసుకోవడం ఒక డైరెక్టర్ ఎస్పెషల్లీ ఆప్షన్ కూడా లేదా మీలాంటి వాళ్ళు ఆప్షన్ లేదు రోల్ కెమెరా చెప్తూనే ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టార్గెట్స్ మీ ఇద్దరం వాల్తేరు వేరే సెట్కి వచ్చేవాడు కదా మీ ఇద్దరు పక్కన నుంచొని బాబీ గారు ఎంత వేస్ట్ చేస్తాడు చేస్తాడు సార్ ఇది మనం ఒక ఎంత ఎంత మ్యాక్సిమం హాఫ్ డేలో తీసేవాడు కదా అంటున్నాడు చూసావా అప్పుడే నువ్వు అయిపోయావు పూర్తిగా తర్వాత చక్రి మీ గురించి లావణ్య అండ్ అది మీ ఇద్దరి గురించి చాలా బాగా మాట్లాడాడు ఎందుకంటే మీ షూట్ అయిపోయిన వెంటనే వాడు ఉండేది ఇంట్లో కన్నా మా దగ్గర ఎక్కువ మీ ఇద్దరం ఓన్లీ పనుకోవడానికి వెళ్ళినప్పుడే మేము మీ ఓన్లీ పనుకోవడానికి వెళ్ళినప్పుడే సపరేట్ అవుతాం పొద్దున్న <laughs> లెగిస్తే ఫస్ట్ కారకంగానే వాడు మా ఆఫీస్కి వస్తే నేను మా ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటాం <laughs> చేయని సినిమాలు చేయబోతల సినిమాలు ప్రపంచంలో అన్ని కథలు మా దగ్గరే ఉంటాయి చాలా ఓపెన్గా మాట్లాడుకుంటాం సేమ్ ఏజ్ గ్రూప్ అవటం వల్ల నేను అడుగుతూ ఉండేవాడిని ఎలా ఉంది లావణ్యతో వర్క్ చేయటం ఆదితో వర్క్ చేయటం అంటే చాలా బాగా పాజిటివ్ చెప్పేవాడు అంటే తినైతే రోప్స్ లేకుండా డూప్స్ లేకుండా చేసేసేదంట ఏంట్రా గొడవ అమ్మాయిది అంటే బాక్సింగ్ <laughs> ఏదైనా నేర్చుకున్నారా మీరు కిక్ బాక్సింగ్ వచ్చు అండ్ నార్మల్గా చిన్నప్పటి నుంచి అంటే when I was eighteen I been working out all and off I'm very adventurous person sports person so ఆ సైడ్ ఏదైతే తెలీదు Okay. What they see is this, uh, you know, fragile, innocent Ammai, Kani in real life, no, Alakadu. I'm opposite to that. Oh. So, first time, I don't know how sir saw it, I think even Express Nunchi. I movie chase chesanu only for this because there is hockey and I like sports. And kutta nishkowali uh, uh, anduke chesanu. So I think there he saw that other side of me, maybe the cowboy yeah. side. So thanks to him that I got this different role nice అది నాన్నగారు చూసినప్పుడు ఈ సిరీస్ చూసేసి ఉంటారు కదా ఇప్పుడు ఇందాకే చూసాను చూసారా ఏమన్నా నీకు చెప్పాను కంగ్రాచులేషన్స్ ఏమన్నా బాగా నచ్చింది నచ్చింది వెరీ గుడ్ అని చెప్పారు ఇప్పుడు ఇందాక మెసేజ్ చేశారు కాల్ చేశాను నేను ఇక్కడ ఇంటర్వ్యూ కాల్లో ఉన్నాను అదే నా కాల్ ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలి ఓ మమ్మీ చూసారు ఫస్ట్ ఫస్ట్ డేనే చూసారు మమ్మీ మమ్మీకి చాలా బాగా నచ్చింది good first start two o'clock start చేసింది ఫినిష్ చేసింది ఫెంటాస్టిక్ సార్ సీజన్ టూ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ సీజన్ టూ మన అడిగిన బడ్జెట్ జీఫే అది ఇచ్చిన రోజు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ వాళ్ళు ఇస్తారనే ఉందో నాకు సో ఇచ్చింది అండ్ ప్లస్ మెయిన్ ఏంటంటే ఐ కెప్ట్ టూ త్రీ చెప్పే ఎందట two three options open for season two story రైటింగ్కి మనం డిస్కస్ చేద్దాము అదేంటంటే ఇప్పుడు దీని వచ్చే రెస్పాన్స్ బట్టి ఈ క్యారెక్టర్స్ మీద వాళ్ళు they own lot of characters ఇందులో సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇప్పుడు మనం సో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ పిచ్చింగ్ ఉండాలి క్విస్టల్ పరంగా యాక్షన్ పరంగా డ్రామా పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కదా దానికి టూ త్రీ ఆప్షన్స్ పెట్టుకున్న కథలోనే సో uh, ఆ దాంట్లో ఏ రూట్కి వెళ్తే more exciting more satisfying one కన్నా టూ బాగుందిరా ఇప్పుడు జనరల్గా చూస్తే మనం పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ వస్తుంటాయి పెద్ద ఛాలెంజ్ టూలు పెద్ద సక్సెస్ అవ్వవు ఎందుకంటే అది దాటి ఉండాలి మించి మోర్ ఛాలెంజింగ్ అఫ్కోర్స్ అది ఈసారి బాబీని కూడా ఇందులోకి లాగి రెమ్యూనరేషన్ జీ ఫైవ్ వాళ్ళు డైరెక్ట్ మాడుకుంటారు వాళ్ళు అయితే ఓకే డైరెక్ట్ అది ఇప్పుడు చాలా పెద్దగా సౌండ్ఫుల్గా మాట్లాడతారు సార్ <laughs> వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి <laughs> సరే జోక్స్ అపార్ట్ సార్ సినిమాకి ఓటీటీకి రైటింగ్ ఏంటి సార్ ఏది ఈజీ మనకి అంటే మనకి two and half hours film ఒక ఇంట్రోల్ బ్లాక్ ఉంటుంది ఒక బ్యాంగ్ ఉంటుంది ఒక ఫ్లాష్ బ్యాగ్ ఏదో కమర్షియల్ ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది ఒక కంక్లూజన్ ఉంటుంది బట్ ఓటీటీ నేను చూసిన దాని ప్రకారం ప్రతి ఎపిసోడ్కి ఒక క్లిఫ్ ఒక ఎండింగ్ ఉండాలి ఎవ్రీ ఎపిసోడ్ ఇమీడియట్ ఇమీడియట్గా మనం బింజ్ వాచ్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అలానే సీజన్ టూ లాంటిది ఉంటే కనుక ఎండింగ్ మళ్ళీ దాంట్లో సాలిడ్ క్లిఫ్ టోటల్ ఎపిసోడ్కి ఒక ఏ సీజన్కి ఒక క్లిఫ్ యాంగర్ ఉండాలి అవును సో ఏది కష్టం అనిపించింది మీకు definitely OTT four hours every thirty ఇప్పుడు ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ చాలా హై హైయెస్ట్ పాయింట్ అయి ఉండాలి అమ్మ ఇప్పుడు మనకి వాల్తే వరకు వచ్చినప్పటికి ఇంటర్వెల్ బ్లాక్ గురించి లాస్ట్ నాకు తెలిసి నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ అప్లాజ్ uh, వచ్చిన ఇంటర్వెల్ బ్లాక్ వాల్తేరు వీరైంది అది హై దానికి అసలు ఎన్ని రకాలు ఎన్ని వందలు ఎన్ని సిట్టింగ్ వేసి ఎన్ని సిట్టింగ్ చేసి ఉంటాం ఎంత హోంవర్క్ చేసుకుంటాము ఇంటర్వల్ బ్లాక్కే మనకి అట్లీస్ట్ వన్ మంత్ అయి ఉంటాయి డిస్కషన్ వన్ మంత్ ఒక పాతిక ముప్పై ఇంటర్వ్యూలు డిజైన్ చేసిన తర్వాత వచ్చింది ఇది వచ్చింది అలాగా మనకి వన్ అవర్ బట్ ఇది అట్లా కాదు ఓటీటీ ఎవ్రీ థర్టీ మినిట్స్కి అంత హై రావాలి రావాలి లేకపోతే వాటి బింజ్ వాచ్ చేయడు ఆ తర్వాత చూద్దాంలే తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చూద్దాం ఆ తర్వాతది అతను హుక్ చేసుకుని లాక్కుంటా ఎయిట్ నాలుగు గంటలు లాగాలి అతన్ని అతన్ని అటెన్షన్ని లిటరల్గా చేయి పట్టుకుని వదలకుండా తీసుకెళ్ళాలి లాస్ట్ వరకు సో అది ఒకటి different challenge cinema is a different challenge రెండు both challenging but this is more challenging నాకు అనిపించింది ఫస్ట్ ఒకటి ఫస్ట్ తవ్వడం ఆ తర్వాత ఇవ్వండి అసలు దాంట్లో మనకి స్టార్స్ ఉంటారు దాంట్లో సాంగ్స్ ఉంటాయి మనకి ఎక్స్ట్రాడినరీ అడ్లొకేషన్స్ బడ్జెట్స్ స్టార్ కమెడియన్స్ ఇందులో అవే ఉండవు కథతోనే లాగాలి స్క్రీన్ ప్లేతోనే లాగాలి అతను నెటేషన్ గ్రాప్ చేయాలి పులి మేకలో నువ్వు తీస్తున్నప్పుడు కోనగారు చెప్పినప్పుడు కాకుండా మనం విన్నప్పుడు కాకుండా మనం తీస్తున్నప్పుడు స్పాట్లో కొన్ని కొన్ని మనకు తెలియకుండానే యాక్టర్ సైడ్ నుంచి మ్యాజిక్ క్రియేట్ ఒక మ్యాజిక్ క్రియేట్ అయిపోద్ది అది నేను ఈ సినిమాకి చాలా చాలా విట్నెసెస్ <coughs> మీ ఇద్దరు చెప్తుండేవాడిని ఇమీడియట్ లొకేషన్ నుంచే ఇది పని అయిపోయింది సార్ <laughs> రవితేజ గారి డెత్ సీన్ పని అయిపోయింది నా కలం నీళ్ళు వస్తున్నాయి వితౌట్ ఆర్ఆర్ అలా పులి మేకలో కోనగారు చెప్పినప్పుడు దానికన్నా నువ్వు తీస్తున్నప్పుడు ఆ మ్యాజికల్ ఏదైనా అనిపించిందా యా యా నాకు అలా అనిపించింది నాకు ఫోర్త్ ఎపిసోడ్ ఎండ్లో ట్విస్ట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో తీసినప్పుడు అర్థమైపోయింది తీస్తున్నప్పుడు అది comes to meet us that scene ఆ సీన్ ఆ సీన్లో మేజర్ ట్విస్ట్ రివీలింగ్ ఉంటుంది ఆ సీన్ తీస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ స్పెషల్గా వన్ డే పెట్టుకున్నారు మీరు వన్ డే చెక్కారు దాన్ని చెక్కి దాని డీటెయిలింగ్ బాగా చేస్తే ఆ సీన్ చాలా తీస్తున్నప్పుడే తెలిసిపోయింది ఈ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అండి fourth episode mid of the series కాబట్టి ఇది has to be next level అనిపించింది తీస్తున్నప్పుడే తెలిసిపోయింది ఈ రోజు అనానిమస్ రెస్పాన్స్ కూడా దానికి అనానిమస్ రెస్పాన్స్ కూడా వస్తుంది అలాగే సిక్స్త్ అండ్ సెవెంత్ ఎపిసోడ్స్లో వీళ్ళు ఒక ఐసోలేటెడ్ లొకేషన్స్కి వాళ్ళని ఇంట్రాగేషన్ బంచ్ ఉంటుంది ఆ బంచ్ బంచ్ కూడా తీస్తున్నప్పుడు ఫెంటాస్టిక్గా వస్తుందండి లొకేషన్స్ దగ్గర నుంచి డైలాగ్స్ దగ్గర నుంచి యాక్టర్స్లో నుంచి మూడ్ నుంచి అన్ని సెట్ అయిపోతాయి కరెక్ట్ మేబీ మీకు ఆ ఫోర్త్ ఎపిసోడ్ అలా సెట్ అయి ఉండొచ్చు నేను కూడా రివ్యూస్లో చదివాను చూశాను వింటున్నాను ఫస్ట్ త్రీ ఎపిసోడ్ ఒక పీక్స్లో వెళ్తున్న టైంలో ఫోర్త్ ఎపిసోడ్ నుంచి మారిపోయింది గ్రాఫ్ ఇమీడియట్గా అక్కడ దాకా కొంచెం మంది అయినా ఒక ఎపిసోడ్ చూసి వేరే పనులు చూసుకొని చూసులో ఉండొచ్చు కానీ బట్ ఫోర్త్ ఎపిసోడ్ దాకా వచ్చినోడు మాత్రం ఇమీడియట్గా మిగతా ఫోర్ ఎపిసోడ్ చూడకుండా ఎవడో లేడంట ninety nine point nine percent అందరూ యునార్మస్గా పులి మేకని ఫోర్త్ నుంచి ఎండ్ వరకు చూసేశారు ఎండ్ తర్వాత సీజన్ టూ ఎప్పుడని అడుగుతున్నారు ఆ ఫోర్త్ సీజన్ నిజంగానే నువ్వు అనుకున్నట్టు ఆ మ్యాజిక్ క్రియేట్ అయింది అలా మీరు సార్ యాజ్ ఏ రైటర్గా ఈ సిన్ ఈ సీజన్కి మీరు రాస్తున్నప్పుడు ఇది మ్యాజిక్ క్రియేట్ అవుద్ది ఇంత యునార్మస్ పాజిటివ్నెస్ జనాల నుంచి వస్తుంది ఓటీటీలో కూడా నేను బ్లాక్ బస్టర్ కొడతాను అనిపించిన ఎలిమెంట్ ఏ సార్ అంటే ఒక క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందా లేదా ట్విస్ట్ ఏదన్నా మీరు బాగా ఓన్ చేసుకున్నారా ఆ సీను నేను నిన్ను కోరిలో క్లైమాక్స్ ఒకటి ఉంటుంది అవును అది ఇన్స్పిరేషన్ అవును నానికి లాస్ట్లో తన అమ్మాయి దగ్గర సమాధానం ఇంకా నా లైఫ్లో రాదు అన్నప్పుడు అవునవును నడుచుకుంటా ఏంటి వెళ్ళిపోతాడు అంటే దట్స్ పీక్ ఆఫ్ ఎమోషన్ అలాగ బ్రదర్స్ మధ్యన ఒక కంక్లూజన్ నాకు నిన్న కూడా చాలామంది దాని విషయంలో ఒక డైలాగ్ చెప్తాడనమాట నీకు ఏం కావాలి డబ్బులు కావాలా అది కావాలా ఇది కావాలా ఫ్యామిలీని డిజోన్ చేసుకున్న ఒక అన్న సీతారాం శాస్త్రి గారు అబ్బాయి తను చేశారు రాజా రాజా రాజా తను కూడా బాగా చేశాడు సార్ అన్నాడు తను సిరి సిరి అందులో చని సో ప్రపంచం దృష్టిలో వాళ్ళు చనిపోయారని చెప్తుంటాడు అందరికీ వీళ్ళు నా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాడు వీళ్ళు నాకు అమ్మ నాన్న లేరు నా ఫ్యామిలీ అందరూ బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు అంటే వాళ్ళకి ఎంబారస్మెంట్ ఫీల్ అవుతుంటాడు హై సొసైటీకి వెళ్ళిపోయాడు వాడు వాడు జాబ్ వైజ్ అమెరికాకి వెళ్ళిపోయాడు ఫ్యామిలీయే లేదు వాళ్ళందరూ ఒక అప్పుడు వెళ్ళి కన్ఫ్రంట్ చేస్తాడు అన్నని ఆ సీన్ అప్పుడు నాకు లిటరల్గా టీయర్స్ వచ్చాయి చూసిన ప్రతిసారి I know that it worked that is one scene రాసినప్పుడు అనిపించింది సార్ అది అనిపించింది ఎమోషనల్ ఫీల్ అయ్యి అనిపించింది అది అలాగే లావణ్యది ఒక సీన్ ఉంటుంది తినకి గన్ పెడుతుంది తన పెయిన్ తను ఏంటంటే షీ తిని పాప సాయం చేస్తుంటాడు తన వల్ల ఒక ద్రోహం వీళ్ళు ఒకటి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తుంటారు ప్రాక్టికల్ అప్రోచ్ ఎమోషనల్ అనేటప్పుడు తన జాబ్ మర్చిపోద్ది అన్నీ మర్చిపోయి గన్ తీసి పెడుతుంది ఆదికే అది కిల్ యువర్ చంపేస్తా అన్నట్టు ఎపిసోడ్ అపాయింట్మెంట్లో ఇలా ఇష్యూ కూడా కిల్ అనే ఒక ఒక ఒక ఇది తీసుకొచ్చింది హైట్ మూమెంట్ అతను ఎవరిని అడిగితే నో అనేది పాపం ఇంక్లూడింగ్ ద ప్లాట్ఫామ్ నేను ఎవరు క్యాస్టింగ్ అంటే వాళ్ళే ఇంకా ఆ లేకపోతే నేను చేయనని చెప్పాను ప్లస్ నేను కాల్ చేస్తే ఎక్కడో అక్కడ ఇప్పుడు లావణ్య ఎడ్మెన్ స్ట్రీమ్ ఆది ఎడ్మెన్ స్ట్రీమ్ ఫిలిమ్స్లో ఉన్నారు వాళ్ళు కూడా సో వాళ్ళ వాళ్ళ ట్రస్ట్ ఏంటంటే ఓకే ఇతను ఏదో ఒక క్వాలిటీ ఏదో ఒక కొత్తదనం ఎట్ లేకపోతే ఎట్ ఎట్ ఎట్ మా దగ్గరికి రాడు అనే ఎక్కడో వాళ్ళకి నమ్మకం because of my past films అవ్వచ్చు మనం చేసే గుడ్ విల్ ఓ గుడ్ విల్ ఉంది so they not say no నేను వెళితే నో చెప్పరు అన్న ఆ నమ్మకంతోనే నేను వెళ్ళా అలాగే అయ్యింది అలాగే ప్లాట్ఫామ్ కూడా జీ ఫైవ్ వాళ్ళు కూడా పాపం అంతే అనురాధ గారు ఎస్పెషల్లీ రాధా వీళ్ళందరూ నేను చెప్పంగానే నాకు వీళ్ళు కావాలి అలాగే సార్ మీ ఇష్టం and budget is secondary and అమ్మాయి కూడా అంతే ఫస్ట్ షీ సైడ్ ఎస్ ఆ తర్వాతే అన్ని ఇంకా because she had the confidence team మీద okay I will not be cheated ఆ పోస్టర్ అయినా ఆ కాస్ట్యూమ్ అయినా ఆ ప్రాపర్టీ అయినా ఫర్ ఎగ్జాంపుల్ నేను మెట్లెక్కుతుంటే వాల్తేర వేరే నుంచి చిరంజీవి గారిది ఒక సిగరెట్ బీడీ పట్టుకొని ఫస్ట్ లుక్ పోస్ట్ <laughs> అది స్టిల్ ఇవాళకి లో అలానే ఉంది అది ఆ ఫోటోషూట్ చేసిన ఫస్ట్ చిరంజీవి గారి మీద నా డ్రీమ్ ని ఫస్ట్ ఆ ఫోటోషూట్ చేసాం అది అలానే ఉంచేసా ఎందుకంటే ఎప్పటి నుంచో చిరంజీవి గారి అన్ని కలెక్ట్ చేసుకుని నేను చిన్నప్పటి నుంచి నేను నా కళ్ళతో చూసిన పోస్టర్ అది ఇప్పుడు మెట్లకి రోజు వెళ్తుంటే సినిమా రిలీజ్ అయిపోయి ఫిఫ్టీ డేస్ అయిపోయింది ఇంకా థియేటర్లో ఉంది ఆ ఆనందం ఇంకోలాగా ఉంటుంది అలా మీ అందరికి ఇప్పుడు పులి మేక మీరు రోడ్డు మీద అమీర్పేట వెళ్తుంటే నేను చూసే పెద్ద హోర్డింగ్ జీ ఫైవ్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి నేను హోర్డింగ్స్ వేస్తారా అనిపించింది సోమాజిగూడలో హోర్డింగ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ వైపు హోర్డింగ్స్ ఉన్నాయి సో హిట్ అయిన తర్వాత చూస్తున్నప్పుడు వచ్చి ఆ చిన్న సంతృప్తి ఉంటుంది చూసారా అది మనం మాటల్లో వెలకట్టలేము correct thank you thank you thank you thank you so much Puli Meka Zee ఫైవ్లో వచ్చింది ఎంత పెద్ద హిట్ అయిందో రోజు చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి పులి ఎవరో మేక ఎవరో తెలుసుకోండి